bro don't skip video bro నేను చెప్పింది ఒకసారి వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించిన టీషర్ట్ నేను ఒక వెబ్సైట్లో ఆర్డర్ చేశాను బ్రో ఆ వెబ్సైట్ పేరే విస్టా ప్రింట్ ఇందులో మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది ఆల్ ఇండియా డెలివరీ కూడా ఉంటుంది ఇందులో ఏంటంటే మనం మనకి మన ఛానల్ లోగో డిజైన్ మనం ఏం పెట్టుకుంటామో దాన్ని బట్టి కాస్ట్ పడుతుంది నాదైతే తక్కువ కాస్ట్లోనే పడ్డది మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను మీరు వెళ్ళి మీకు నచ్చిన టీషర్ట్ బుక్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం లెట్స్ గో